hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Viveka కేసులో సిబిఐ దూకుడు పులివెందులలో ఏం జరుగుతోంది వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్కు తీసుకొస్తున్నారు సిబిఐ మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచనున్నారు ఇదే సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి అనుచరులు పులివెందులలో నిరసనకు దిగారు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు జిల్లా వైసీపీ నేతలు భాస్కర్ రెడ్డి అరెస్టును ఖండించారు వివేక హత్య కేసులో సిబిఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి పైన అభియోగాలు నమోదు చేసిన సిబిఐ పులివెందులలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది భాస్కర్ రెడ్డి అరెస్ట్ మెమోను ఆయన భార్య లక్ష్మికి అందజేశారు అలాగే వైఎస్ వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు సిబిఐ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు భాస్కర్ రెడ్డిపై సెక్షన్ నూట ఇరవై బి రెడ్ విత్ రెండు వందల ఒకటి మూడు వందల రెండు ఐపీసీ క్రింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని పేర్కొన్నారు వివేక హత్యకు ముందు తర్వాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారని తెలిపారు నూట ఇరవై బి కుట్ర మూడు వందల రెండు మర్డర్ రెండు వందల ఒకటి ఆధారాలు చెరిపివేయడం వంటి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు సిబిఐ అధికారులు తెలిపారు సాక్ష్యాలు ధ్వంసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఉదయను కూడా సిబిఐ ఇప్పటికే అరెస్టు చేసింది తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన అధికారులు ఆయన అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్కు బయలుదేరారు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని విచారించిన అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్కు బయలుదేరారు మొన్న ఉదయ్ కుమార్ రెడ్డి నేడు భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు ఇక సిబిఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో పులివెందులలో హై టెన్షన్ నెలకొంది వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్న విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో అనుచరులు అక్కడికి వచ్చారు అరెస్టు తర్వాత పెద్ద సంఖ్యలో అనుచరులు పులివెందులలో ర్యాలీ నిర్వహించారు శాంతియుత ర్యాలీతో నిరసన వ్యక్తం చేశారు వివేక హత్య కేసులో భాస్కర్ రెడ్డికి సంబంధం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఇటు హైకోర్టులో భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ కొనసాగుతోంది భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ కీలక అంశాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది